దేవుని నామానికి మహిమ కలుగును కాక మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయం ఒకటి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ మిషనరీ ప్రొఫైల్స్ అన్నటువంటి కార్యక్రమం మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంది అని భావిస్తూ ఉంటూ మరొకసారి మీ ముందుకు ఈ విధంగా రావడానికి కృప చూపిన దేవాతి దేవునికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన వీడియో లో మనం చూసినట్లుగా ఆదిమ సంఘ కాలంలో సంఘం అనేకమైనటువంటి శ్రమలు శోధనలు ఎదుర్కొంది అని మనము జ్ఞాపకం చేసుకున్నాం మరి ముఖ్యంగా యోధ మతస్థుల ద్వారా అలాగే రోమా ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి హింసలు ప్రతికూలతలు క్రైస్తవ సంఘము ప్రారంభ దిశలో ఎదుర్కొన్నట్లుగా మనము ధ్యానించుకున్నాం అయితే ఈ వీడియో క్లిప్ ద్వారా మనము దాని తరువాయి భాగముగానే ఆలోచన చేయగలిగినట్లయితే నీరో చక్రవర్తి కాలఘట్టంలో మరింతగా ఆ శ్రమలు ఇంకా కఠినముగా మారడం తన మూర్ఖపు స్వభావాన్ని బట్టి మరింతగా క్రైస్తవ సంఘము చిత్రహింసలు అనుభవించడము మనము చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటాం ఎన్ని శ్రమలు ఎన్ని హింసలు ఎన్ని ప్రతికూలతలు సంఘము ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ కూడా దేవుని కృప వలన సంఘానికి ఏ విధమైనటువంటి ఆటంకము కలగలేదు ఇంకో మాటలు చెప్పాలంటే సంఘము వ్యాపించడము ఆగిపోలేదు సంఘము ఎన్ని శ్రమలు ఎదుర్కొంటుందో మరింతగా విస్తరించడం ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటాం అందులో నుండి ఒక చిన్న ఆలోచన చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఈనాడు కూడా సంఘము లేకపోతే విశ్వాసాన్ని లోనికి వచ్చినటువంటి మీరు అనేకమైనటువంటి హింసలు బాధలు ఎదుర్కొంటూ ఉండవచ్చు కానీ ఒక్క మాట నేను చెప్పిన ఈనాడు సంఘం ఎంతగా హింసించబడినా ఈ లోకస్తుల ద్వారా దేవుడు దాన్ని నూరంతలుగా తిరిగి విస్తరింప చేయగలగడానికి దేవాతి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని మనకి చరిత్ర నేర్పిస్తూ ఉంటుంది మరలా మనం నీరజ్ చక్రవర్తి కాలఘట్టంలోనికి వచ్చినట్లయితే లేక రోమాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము గురించి మనము ఆలోచన చేయగలిగినట్లయితే సంఘము రోమా పట్టణంలో రోమా ప్రాంతంలో అనేక రీతిలుగా హింసలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఇంకను విస్తరిస్తూ ఉండడం ఆశ్చర్యకరమని మనము నేర్చుకుంటూ వస్తున్నాం ఆ విధంగా సంఘము వ్యాపించడం వల్ల ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి జనసంఖ్య క్రైస్తవ్యంలోని జనసంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల నీర చక్రవర్తి చక్రవర్తి గారికి ఒక మాటలో చెప్పాలి అనంటే సరిగ్గా నిద్రే పట్టట్లేదు అటువంటి పరిస్థితుల్లో తాను క్రైస్తవం మీద మరింత రౌద్రుడవుతున్నట్లుగా చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంటుంది నీరో చక్రవర్తి క్రీస్తు శకం యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి కాలఘట్టంలో జీవించినటువంటి చక్రవర్తుల్లో ఒకడు క్రైస్తవ సంఘం పట్ల ప్రారంభముగా అనేకమైనటువంటి నాశనాలు తీసుకురావడానికి ప్రథముడుగా ముఖ్యుడిగా నిలిచినటువంటి చక్రవర్తుల్లో కూడా ఈ నీరో చక్రవర్తి ఒకడు అని మనకి చరిత్ర నేర్పిస్తూ ఉంది అతడు తన పద్దెనిమిదవ ఏట పరిపాలనలోనికి రావడము ఆ తర్వాత ఐదు సంవత్సరాలు బాగానే పరిపాలించడం మనము చూస్తాం ఆ తర్వాత తనకి గర్వం పెరగడం పదవి మోహం పెరగడం పదవి మీద వాంఛ పెరగడం తనని నాశనానికి గురి చేసినట్లుగా మనకి చరిత్ర నేర్పిస్తూ ఉంటుంది అతని గురించి చెప్పడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా క్లుప్తపరుస్తూ ఒక్క సన్నివేశాన్ని మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను క్రైస్తవం పట్ల ఇటువంటి రౌద్రాన్ని తాను చూపించాడు క్రైస్తవం పట్ల ఏ విధంగా తాను బురద చల్లాలని ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక్క సన్నివేశం మీలో అందరికీ ఒకవేళ అది తెలిసే ఉండొచ్చు అయినప్పటికీ మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు శకం అరవై నాలుగు జూలైలో రోమా పట్టణం అంతట్లో కూడా దగ్గర దగ్గర మూడవ భాగం వరకు కూడా అగ్నితో కాల్చివేయబడినటువంటి పరిస్థితుల్లోకి మారిపోయినట్లుగా చరిత్ర నేర్పిస్తూ ఉంది అయితే కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే అది చేయించింది కూడా ఈ నీరో చక్రవర్తే అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఆ విధంగా మూడవ భాగం వరకు పట్టణమంతా కూడా కాలిపోయి నాశనమైపోయినటువంటి పరిస్థితిలో ఈ నీరో చక్రవర్తి తాను తన కోటలో తాను ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అందరికి ఒక ఆతిథ్యం ఇచ్చినట్లుగా అందరినీ పిలిపించుకుని తాను చేర్చుకున్నట్లుగా ఒక రకమైనటువంటి వేషధారణ కలిగినటువంటి వాడుగా తాను అందరిని చేర్చుకున్నవాడుగా చరిత్ర నేర్పిస్తూ ఉంది ఒక పక్క ఇది ఇలా జరుగుతూ ఉండగా మరొక పక్క విచిత్రమైనటువంటి వార్త ఏమని వచ్చిందంటే ఈ మూడవ భాగం పట్టణం కాలిపోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఈ క్రైస్తవులే అని అనేటువంటి ఒక వార్త దుర్వార్తని వారు పుట్టించి ఆ విధంగా క్రైస్తవులని తీవ్రవాదులుగా గుర్తించడం ప్రారంభించారు ఆ విధంగా అనేక మంది క్రైస్తవులను విశ్వాసులను చెరసాల్లో వేయడం అరెస్ట్ చేయడం జరిగింది అనేక మంది దారుణమైనటువంటి హత్యలకు గురయ్యారు అనేక మంది శిరచ్ఛేదనానికి గురయ్యారు అనేక మంది చెరసాల్లో వేయబడ్డారు ఆఖరికి కొన్ని క్రూరమైనటువంటి మృగాల యొక్క ఆ చర్మాలని తీసుకుని వచ్చి ఒక్కొక్కళ్ళ దేహం మీద కప్పి వీరిని మరికొన్ని కుక్కల ముందుకి కానీ లేకపోతే దారుణమైనటువంటి మృగాల ముందు కానీ వేయడం అవి వీరిని పీకు తినడం వంటి అటువంటి దారుణమైనటువంటి ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులు కూడా విశ్వాసులు ఆనాడు ఈ నీరో చక్రవర్తి కాలఘట్టంలో ఎదుర్కొంటున్నట్లుగా మనకి చరిత్రలో మనం చూడగలుగుతాం కొంతమంది సిలువ వేయబడడం కొంతమందిని నిప్పులో కాల్చివేయడం కొంతమంది మీద తారు పూయడం మరి కొంతమందిని చీకటి వంటి అగాధం వంటి గదుల్లో వేసి బంధించడం ఇలాగా రకరకాలైనటువంటి చిత్రహింసలు ఆనాడు ఆదిమ కాలఘట్టంలో ఎదుర్కొన్నట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతాం అయితే ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే ఇన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా సంఘము అంతము కాలేదు సంఘానికి ముగింపు రాలేదు సంఘము విస్తరిస్తూనే ఉంది ఈనాటికి కూడా మనం నేర్చుకున్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యం ఏంటంటే సంఘాన్ని ఎవరు అడ్డగించాలని చూసినా సంఘాన్ని ఎవరు వ్యతిరేకించాలని చూసినా సంఘాన్ని ఎవరు ఆపాలని ప్రయత్నించినా బాహ్యపరంగా ఒకవేళ ఆగినట్టుగా కనపడచ్చు కానీ అది మరింతగా విస్తరించడం ప్రారంభిస్తుంది అని చరిత్రలో మనకి రుజువైనట్లుగా మనము ఈ వీడియో క్లిప్ ద్వారా మనము నేర్చుకోగలుగుతాం అయితే ఈ మిషనరీ ప్రొఫైల్స్ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రారంభపు పునాది ఈ రెండు వీడియో క్లిప్స్ ద్వారా మీకు వేయాలన్నటువంటి కోరికతో ప్రారంభపు పరిస్థితులు సంఘం యొక్క పరిస్థితులు మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు తదుపరి వీడియోస్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనము ఒక్కొక్కరి జీవితము వారి సేవా జీవితము వారు ఏ విధమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో వారు ఏ విధమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నారో అనేక మంది ఏ విధమైనటువంటి పరిస్థితులు దేవుని సువార్తను ప్రకటించారో ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము ఒక్కొక్కరిని గురించి మనము ధ్యానించుకుంటూ వెళ్తాం సో ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నటువంటి ఆ కోరికతో మాత్రమే చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మాకు మా కొరకు ప్రార్థన చేయండి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయండి దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమె ఆమె